hi friends welcome to nine tech videos ఈరోజు వీడియోలో నేను చెప్పినట్లుగా సైకోకి కొన్ని క్లాసెస్ చేస్తానని చెప్పాను మనకి సైకో టెస్ట్లో ఫైవ్ బ్యాటరీస్ ఉంటాయని అందరికీ తెలుసు battery one classification battery two odd numbers battery three short route battery four information ordering test battery five personality test నేను చెప్పినట్లుగా పర్సనాలిటీ టెస్ట్లో మనకి రెండు టీ స్కోర్లు రావటం జరుగుతుంది ఆ రెండింటిలో కూడా మనము రెండు క్వాలిఫై అవ్వాల్సి ఉండిద్ది ఓకే అయితే ఫస్ట్ ఇప్పుడు నేను షార్ట్ రూట్ టెస్ట్ అనేది కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ చెప్తాను ఏ టు బి అన్నప్పుడు ఏ టు ఏకి బీకి మధ్యలో ఒక ఒక డ్యాష్ ఉంటుంది కదా దాన్ని వన్ కిలోమీటర్ అనుకోండి ఓకేనా దాన్ని అంటే ఒక లైన్ని వన్ కిలోమీటర్ అనుకోండి అలా ఒక స్క్వేర్ బాక్స్ అవటానికి నాలుగు కిలోమీటర్లు కావాలి ఎందుకంటే ఒక స్క్వేర్ రాయటానికి ఇలా నాలుగు సార్లు రాస్తాం కదా ఇటు ఒక లైన్ వచ్చేసరికి వన్ కిలోమీటర్ అయింది ఆ విధంగా ఊహించుకోండి రెండవది మనకి సర్కిల్స్ ఉంటాయి వాటిని గేట్లు లేదా బార్కెట్స్ అంటాము ఆ సర్కిల్ ఉన్న లైన్లో మనము ట్రైన్ని నడపలేమన్నమాట ఇది ఒకటి రెండవ రూల్ ఏంటంటే మూడవ రూలు ఈ షార్ట్ రూట్లో ఒక స్టేషన్ నుంచి మాత్రమే వెళ్ళాలి మనకి వన్ టు టెన్ స్టేషన్స్ ఉంటాయి ఆ యొక్క స్టేషన్ అనేది ఒక చిన్న స్క్వేర్ స్క్వేర్లో చూపిస్తాడు రూట్లో ఒక పక్కన మూల మీద కార్నర్లో ఉండిద్ది ఆ యొక్క స్టేషన్ కార్నర్ గుండా వెళ్తే ఆ యొక్క స్టేషన్ని మనము లెక్కలోకి తీసుకోము ఫోర్త్ రూల్ ఏంటంటే ఆ యొక్క స్టేషన్ ఉంది కదా ఆ యొక్క స్క్వేర్ సైడ్ ఉండిద్ది కదా స్టేషన్ నెంబర్ ఉండిద్ది ఆ నెంబర్ అనేది ఒక స్క్వేర్ బాక్స్లో ఉండిద్ది చిన్న స్క్వేర్ బాక్స్ దాని యొక్క సైడ్ గుండా వెళ్తేనే మనము దాన్ని లెక్కలోకి తీసుకుంటాము ఇది ఒక రూలు ఇప్పుడు రెండు మూడు రూట్లు వచ్చినాయి రెండు మూడు స్టేషన్స్ గుండా మనము వెళ్ళొచ్చు అనుకుంటే వాటి యొక్క లెంత్ని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏ నుండి డీకి వెళ్ళాలి ఏ నుండి డీకి వెళ్ళాలంటే ఒక స్టేషన్కి రెండు కిలోమీటర్లు ఒక స్టేషన్కి మూడు కిలోమీటర్లు ఒక స్టేషన్కి నాలుగు కిలోమీటర్లు వస్తే ఈ రెండు కిలోమీటర్లు వచ్చినటువంటి స్టేషన్ని మనము సెలెక్ట్ చేసుకొని టిక్ చేయాల్సి ఉండిద్ది అలా కాకుండా రెండో స్టెప్ ఏంటంటే ఆ యొక్క లెంత్ అనేది ఈక్వల్ అయినప్పుడు ఏ నుంచి డీకి రెండు స్టేషన్ల గుండా వెళ్తే రెండు స్టేషన్ల మధ్య దూరము రెండు కిలోమీటర్లు వస్తే అప్పుడు మనము సెకండరీగా చెక్ చేయాల్సింది ఏంటంటే టర్నింగ్ టర్నింగ్లు చెక్ చేయాలి ఏ నుంచి డీకి వెళ్ళేటప్పుడు మొదటి స్టేషన్ గుండా ఎన్ని టర్నింగ్లు వచ్చినాయి రెండవ స్టేషన్ నుంచి ఎన్ని టర్నింగ్లు వచ్చినాయి ఏది తక్కువ టర్నింగ్లు వస్తే దాన్ని మనం టిక్ చేయాల్సి ఉండిద్ది ఒకవేళ అలా కూడా కాదు రెండు స్టేషన్లు కూడా ఈక్వల్ టర్నింగ్స్ వచ్చినాయి అనుకుంటే అప్పుడు మనం డయోగనల్ మెథడ్లోకి వెళ్ళాలి డయాగోనల్ మెథడ్ అంటే సి నుంచి ఎక్స్కి ఒక డయాగోనల్ గీస్తే మనకి ఆ యొక్క డయాగోనల్కి దగ్గరలో ఏ స్టేషన్ అయితే ఉందో దాన్ని టిక్ చేయాలి ఎప్పుడు total length plus total turnings equal అయినప్పుడు టోటల్ వచ్చినటువంటి రెండు లెన్స్ కూడా ఈక్వల్ అయినప్పుడు రెండవదిగా రెండు టర్నింగ్స్ కూడా ఈక్వల్ అయినప్పుడు మనము త్రాడ్ మెథడ్ డయాగోనల్ మెథడ్ని వాడాల్సి ఉండిద్ది ఇవన్నమాట రూల్స్ మనకి ఏ నుండి జడ్ వరకు లెటర్స్ ఉంటాయి ఒకటి నుంచి పది వరకు స్టేషన్స్ ఉంటాయి కొన్ని గేట్లు ఉంటాయి ఓకేనా టర్నింగ్లు ఉంటాయి కిలోమీటర్స్ ఉంటాయి ఈ యొక్క షార్ట్ రూట్ టెస్ట్లో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళమన్నప్పుడు ఒక స్టేషన్ నుంచి మాత్రమే వెళ్ళాలి ఇది రూల్స్ ఈ యొక్క షార్ట్ రూట్ టెస్ట్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు ఒక మెథడు చేసి చూపిస్తాను ఇందులో ఎటువంటి ట్రిక్స్ ఏముండవు షార్ట్ ట్రిక్ కానీ ఏముండదు మనము ప్రాసెస్ చేయటమే మనము స్పీడ్గా థింక్ చేసి మనకి నలభై నలభై క్వశ్చన్స్ ఎనిమిది నిమిషాల్లో మాత్రమే చేయాల్సి ఉండిద్ది టైము నలభై క్వశ్చన్లు ఉంటాయి ఎనిమిది నిమిషాల్లో మాత్రమే చేయాలి అంటే ఒక నిమిషానికి వచ్చి ఐదు క్వశ్చన్లు చేయాల్సి ఉండిద్ది ఓకే ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి మనము రెండు నిమిషాల్లో ఒక బాక్స్ని కంప్లీట్ చేయాలి అలాగే ఎనిమిది నిమిషాల్లో నాలుగు బాక్సులను కూడా కంప్లీట్ చేయాల్సి ఉండిద్ది ఇది ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను ఒక చూపిస్తాను ఒక బాక్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఆ విధంగా మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విధంగా చేయండి మీకు ఏదైనా కొత్తగా నేను చెప్పాను అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరి వెళ్ళిపోదాము చూద్దాం ఆ యొక్క క్వశ్చన్స్ ఎలా చేయాలో షార్ట్ రూట్ టెస్ట్ గురించి చెప్పుకుందాము ఇందులో మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏంటంటే మనకి ఏ టు జెడ్ వరకు లెటర్స్ అనేది ఇక్కడ ఉండటం జరిగింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ని వన్ కిలోమీటర్ అనుకోండి ఇక్కడి నుంచి ఒకటి వన్ కిలోమీటర్ అలా అనుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఏడు పద్నాలుగు ఓకే ఈ విధంగా కిలోమీటర్స్ని లెక్కేసుకోవాలి మనకి రూల్స్ ఏంటంటే టోటల్ లెంత్ అదే కిలోమీటర్స్ అన్నమాట ఓకే టోటల్ టర్నింగ్స్ మనము ఇలా టర్నింగ్ అవుతూ ఉండాలి కదా అది త్రాడు రూల్ ఏంటంటే డయోగోనల్ ఏదన్నా స్టేషన్ ఉంటే ఏమీ లేకుండా ఆ ఒక్క స్టేషన్ ఉంటే దా అది మనకి ఆన్సర్ అయ్యిద్ది ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి ఏంటంటే ఇది బార్కెడ్ అనమాట అంటే గేటు ట్రైను వెళ్ళదు అనమాట ఈ సింబల్ ఉంటే ట్రైను వెళ్ళదు ఇంకో రూల్ ఏంటంటే ఒక స్టేషన్ ఉంది ఐదు అనుకోండి ట్రైన్ అనేది ఇటు నుంచి వెళ్ళింది అనుకోండి ట్రైన్ పాస్ అయినట్టు అదే ట్రైన్ అనేది ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయిందంటే కానర్లో నుంచి వెళ్ళినట్టయితే ట్రైన్ ఆ స్టేషన్ గుండా వెళ్ళనట్లు కార్నర్ నుంచి వెళ్తే మనం ఆ స్టేషన్ని లెక్కలోకి తీసుకోము ఓన్లీ ఈ యొక్క సైడ్స్లో వెళ్తేనే దాన్ని క్యాలిక్యులేట్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటాం ఓకేనా కేవలము ఒక రూట్ నుంచి ఇంకో రూట్కి వెళ్ళేటప్పుడు ఒక స్టేషన్ గుండా మాత్రమే రైలు ప్రయాణించాలి ఓకే ఇవి రూల్స్ అలాగే మనము ఆన్సర్ టిక్ చేయడానికి వాడేటువంటి అన్ని ఫార్ములాస్ రూల్స్ అన్నట్టు ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం డి టు ఏ చూడండి డి ఇక్కడ ఉంది ఏ ఇక్కడ ఉంది డి ఇటువైపుకి వెళ్ళాలి కాబట్టి ఇటు చూద్దాం లేదు ఇటు వచ్చి ఇటు చూద్దాం ఇటు దారి లేదు ఇప్పుడు ఇక్కడికి వద్దాము త్రీ స్టేషన్ గుండా సైడ్లో వెళ్తుంది కాబట్టి త్రీ స్టేషన్ని క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటాం ఇలా స్ట్రైట్కి వెళ్ళి తిరిగితే మనకి డి నుంచి ఏకి షార్టెస్ట్ రూట్ రావటం జరిగింది ఇక్కడ నైన్ ఉంది కదా నైన్కి మనం ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ గేట్లు వేయబడి ఉన్నాయి అందుకని మనం ఇటు నుంచి కన్నా ఇటు నుంచి షార్ట్ రూట్ అనేది మనకు దొరుకుతుంది అందుకని డి టు ఏ వచ్చేసరికి three right answer next R to K R అనేది ఇక్కడ ఉండ ఉండటం జరిగింది కే అనేది ఇక్కడ ఉండింది కే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి చూడండి డయాగోనల్ అని చెప్పా కదా థర్డ్ రూలు డయాగోనల్ సుమారుగా డయాగోనల్ చూస్తే డయాగోనల్ దగ్గరకు ఆరు ఉంది ఒక్కోసారి యొక్క డయాగోనల్ మెదడు ఈ రెండు వాడిన తర్వాతే టోటల్ లెంత్ టోటల్ టర్నింగ్ వాడిన తర్వాతే డయాగోనల్ని వాడాల్సి ఉండిద్ది ఓకేనా కానీ మీకు టైం లేదనుకున్నప్పుడు ఇలా డయాగోనల్ వేసేసుకొని ఓకే డయాగోనల్ వేసి దానికి దగ్గరలో ఇది ఉంది కాబట్టి ఆర్ని టిక్ చేస్తాం ఇప్పుడు రూట్ చెక్కింగ్ చేద్దాము ఆర్ నుండి కేకి ఆర్ ఇక్కడ ఉంది ఇటు నుంచి ఇటు వచ్చి ఇలా వెళ్ళిద్ది అన్నమాట ఆరు ఇంకా ఇంకేదన్నా రూట్ ఉందా చూద్దాము ఇట్టాగే వచ్చాడు అనుకుంటే గేట్ ఉంది వెళ్ళదు ఇటు నుంచి ఇటు వస్తే గేట్ ఉంది వెళ్ళదు ఇటు నుంచి ఇటు వస్తే ఇటు గేట్ ఉంది వెళ్ళదు ఇటు నుంచి ఇటు వస్తే ఇక్కడ గేట్ ఉంది వెళ్ళలేదు కాబట్టి మనకున్నటువంటి స్టేషన్లలో ఆరు స్టేషన్ అనేటువంటిది right answer next C to K C to X C నుంచి ఎక్స్కి వెళ్ళాలంట సి దగ్గర బయలుదేరతాం ఇటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం కాబట్టి ఇలా బయలుదేరి ఇలా వస్తాము ఇలా వస్తే ఖచ్చితంగా మూడు తగిలిద్ది మూడు తగిలింది కాబట్టి మనం ఇక్కడ చూ చూడనక్కర్లేదు మూడు అనేది టిక్ చేసేయచ్చు డైరెక్ట్గా నెక్స్ట్ ఈ టు జేకి చూద్దాం ఈ ఇక్కడ జే ఇక్కడ ఇక్కడ నుంచి ఇటు బయలుదేరాడు అనుకుంటే ఇలా రావచ్చు ఓకేనా ఇలా అయినా రావచ్చు ఇలా అయినా రావచ్చు ఇక్కడ గేట్ ఉంది కాబట్టి ఇటు వెళ్ళలేరు ఇలా వస్తే మనము జేకి వెళ్ళాలి కాబట్టి ఇటు టర్నింగ్ తీసుకోవచ్చు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇటు వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు ఎందుకంటే ఇంకో స్టేషన్ మనకి కనెక్ట్ అవుతుంది సింగిల్ స్టేషన్ నుంచి వెళ్ళాలి కాబట్టి టర్నింగ్ తీసేసుకొని జే దగ్గరికి వెళ్ళిపోతాం లేదా ఒకసారి డయాగోనల్ చూసిన e e E to J diagonal చూస్తే ఈ టు జే ఇది డయాగోనల్ ఈ డయాగోనల్ దగ్గరలో రెండు అనేది ఉండటం జరిగింది ఎల్ టు క్యూ ఎల్ ఎక్కడుంది ఇక్కడుంది క్యూ ఎక్కడుంది ఇక్కడుంది ఎల్ నుంచి చూద్దాము రూట్ని ఇది diagonal L to Q diagonal ten కాబట్టి డైరెక్ట్గా టెన్ అయినా టిక్ చేయొచ్చు దారి చూసినట్లయితే ఇటు వెళ్ళలేము ఇటు వచ్చి ఇటు కూడా వెళ్ళలేము కాబట్టి ఖచ్చితంగా ఇటు రావాలి ఇటు వచ్చి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయి ఇలా క్యూ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అప్పుడు మనకి టెన్ అనేది right answer next sixth question E to I E నుంచి ఐ ఐ దగ్గరికి వెళ్తాం అనమాట ఇక్కడ ఏం జరిగిద్ది ఈ నుంచి ఐకి చూడండి డయాగోనల్ గీశాను ఫస్ట్ రెండు వచ్చింది ఓకే ఇది రూట్ అన్నమాట ఈ నుంచి ఇటు స్టార్ట్ అయ్యి రెండు మీదుగా ఐలోకి వెళ్తాం అందుకని second station is the right answer next E to Q E ఇక్కడ ఉంది క్యూ ఇక్కడ ఉంది చూడండి స్ట్రైట్గా వచ్చేస్తే మనకు ఫోర్ వచ్చింది ఇటు వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు క్యూట్ ఉంది కాబట్టి ఇటు ఇటు తీసుకోవాలి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి సింగిల్ స్టేషన్ మీదకి వచ్చాము కాబట్టి fourth is the right answer next T to P T నుంచి పీకి టీ నుంచి పీకి చూసినట్లయితే మీకు దగ్గరలో ఫిఫ్త్ ఉంది కానీ ఈ ఫిఫ్త్ ఎందుకు తీసుకోలేదో చెప్తాను చూడండి ఐదులోకి వచ్చాను ఐదులో నుంచి ఇటు వచ్చాను ఒక్క నిమిషం ఇప్పుడు చూద్దాము టీ టు టీ నుంచి పీకి టీ నుంచి పీకి చూసినట్లయితే ఇలా పీ దగ్గర టీ దగ్గర స్టార్ట్ చేసుకుంటే టీకి దగ్గరలో ఫైవ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫైవ్ అయినా టిక్ చేయొచ్చు రూట్ చూసుకుందాము ఇక్కడికి వస్తాము తర్వాత ఇటు వస్తాము ఇది గేట్ వేసినట్టు కాదు అటువైపు ఇటువైపు ఉంది లైన్ మామూలుగానే ఉంది కాబట్టి ఈ లైన్లో ఎంటర్ అయిపోతాం లైన్లో ఎంటర్ అయిపోతే ఇలా వచ్చి మళ్ళీ ఇలాగా ఈ విధంగా ఐదవ స్టేషన్ నుంచి మనం రావడం జరిగింది కాబట్టి five is the right answer next J to P J నుంచి పీకి ఓకే మనం డయోగనల్ తీసుకుంటే ఇక్కడ టెన్ ఉంది కానీ పి అనేది టెన్ నుంచి వెళ్ళిద్దా వెళ్ళదు అందుకని నేను చెప్పాను డయోగనల్ అనేది ఈ రెండింటి తర్వాతనే డయోగనల్ రూళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అందుకే నేను నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఫస్ట్ టోటల్ లెంత్ చూసుకోవాలి తర్వాత టోటల్ టర్నింగ్స్ ఆ రెండు ఈక్వల్ అయితే డయోగనల్ కూడా చెక్ చేస్తాం చూద్దాము ఇటు గేట్ ఉంది కాబట్టి టెన్ గుండా వెళ్ళలేము ఇటు పైకి వస్తే మనము జే నుంచి రావాలి కాబట్టి పీకి జే దగ్గర బయలుదేరాము ఇక్కడ గేట్ ఉంది ఇటు వచ్చి ఇటు వస్తే ఇక్కడ గేట్ ఉంది ఇక్కడ గేట్ ఉంది కాబట్టి ఇటు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే మనకు రూట్ పెరిగిపోయింది కిలోమీటర్స్ పెరుగుతాయి అందుకని జే నుంచి కేకి వచ్చి కే నుంచి స్ట్రైట్కి ఇలా వచ్చి ఇలా డౌన్ డౌన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వస్తే జే నుంచి పీకి వస్తాం ఇది shortest route to J to P అన్నమాట ఎందుకంటే ఇక్కడ బార్కెట్స్ ఉన్నాయి మనము ఇటు రాలేము వచ్చి మళ్ళీ లెంత్ పెంచుకుంటాం లెంత్ పెంచుకోవటం వల్ల మనకి ఇబ్బంది అయింది కార్నర్స్ గురించి కూడా రావటం జరిగింది అందుకని ఈ యొక్క టెన్ రాదు ఓకే అందుకని sixty the station station to J to P IL IL చూసినట్లయితే ఐ టు ఎల్ గమనించండి ఇక్కడ ఐ నుంచి ఎల్కి డైరెక్ట్గా ఉంది కానీ మన రూల్ ఏంటి ఖచ్చితంగా ఒక స్టేషన్ గుండా వెళ్ళాలి ఒక స్టేషన్ గుండా పాస్ అవ్వాలి కాబట్టి ఐను ఐలో ఐ దగ్గర నుంచి ఇట్లా బయలుదేరితే ఇక్కడ టూ దాకా వస్తాం కార్నర్ నుంచి వెళ్తే కార్నర్ నుంచి కనుక వెళ్తే అది మనకి లెక్కలోకి రాదని చెప్పాను ఇక్కడ టూ నుంచి కార్నర్ కార్నర్లో కూడా వెళ్తుంది సెవెన్ అనేది స్టేషన్ ఫస్ట్ స్టేషన్ అయితే ఇక్కడ నుంచి ఇలా కాబట్టి ఇలా వచ్చి ఇలా వచ్చేస్తే మనకి ఐ నుంచి ఇలా వచ్చేస్తాము కాబట్టి సెవెన్ అనేది రైట్ ఆన్సర్ ఈ విధంగా మీరు ఈ యొక్క నలభై లెక్కలు కూడా కనపడుతున్నాయి కదా ఇవన్నీ కూడా చేయాలి మీకు పది ఆప్షన్లు ఇస్తారు ఓకేనా ట one two three four five six seven eight nine ten అని మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ వన్ టూ టెన్ స్టేషన్స్ ఉంటాయి వన్ టు టెన్ స్టేషన్స్ ఉండటం జరిగింది పది ఆప్షన్లు ఇస్తారు ఈ యొక్క పది ఆప్షన్లు కూడా మనం టిక్ చేయాల్సి ఉంది పది ఆప్షన్లు ఏ ఏ స్టేషన్ అయితే ఆ యొక్క స్టేషన్ టిక్ చేయాల్సి ఉండేది ఓకేనా ఈ విధంగా మనము షార్ట్ రూట్ టెస్ట్ని చేయటం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్